గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వాట్సాప్ స్టేటస్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఎటువంటి సాఫ్ట్వేర్ ఉపయో ఉపయోగించకుండా వాట్సాప్ స్టేటస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీనికి మనం ఎటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించుకోలేదు ఇప్పుడు వాట్సాప్లో మనం చూస్తాం కదా స్టేటస్లో స్టేటస్ చూస్తాం కదా ఈ స్టేటస్ని మనం మన మెమరీ కార్డ్లో ఎలా చూడాలి ఫస్ట్గా మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి దాంట్ దాంట్లో మీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో మీ వాట్సాప్ ఫోల్డర్ ఉంటుంది చూసే మీ వాట్సాప్ ఫోల్డర్ దీంట్లో మీడియా నచ్చింది ఇప్పుడు స్టేటస్ అనే ఫోల్డర్ మీకు కనిపించదు ఇప్పుడు త్రీ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేసి దాని సెట్టింగ్స్కి వెళ్ళి దాని షో హిడెన్ ప్రైస్ సెలెక్ట్ చేస్తే మీకు వాట్ స్టేటస్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేస్తే మనం ఏ స్టేటస్లు చూసామో అవి ఈ ఫోల్డర్ ఉంటాయి కానీ ఇవి మన వాట్సాప్లో ఆ స్టేటస్ ఎగిరిపోగానే ఇవి కానీ డిలీట్ అయిపోతాయి అలా కాకుండా మనకి ఈ స్టేటస్ ఈ ఫోటో ఈ మీడియా మనకు కావాలని అనిపిస్తే సెలెక్ట్ మోర్ సెలెక్ట్ ఆల్ వాటిని మూవ్ వేరే ఫోల్డర్కి మూవ్ చేసి పెట్టుకోవాలి నేనైతే మామూలుగా స్టేటస్ అని వాడికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను దాంట్లో పేస్ట్ చేస్తాను నేనైతే ఉపయోగి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర ఈ ఆప్షన్ లేదు అంటారా అన్నప్పుడు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని కనిపిస్తుంది కదా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో ఆప్షన్ ఉంటుంది చూస్తున్నారు sir show show hidden files కనిపిస్తుందా దీన్ని ఎనాబుల్ చేసుకుంటే మీ దాంట్లో చూసుకోవచ్చు చూపిస్తాము friends WhatsApp media status the status ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్